పనులన్నీ జరిగిన గాని నడవలేదు లేవంతున్నా అంతకంత ఎత్తుకు ఎదిగాడు మొక్కనాడు పోలేదు ఒక్కడై కొట్లాడాడు అందుకే ఆ ప్రసంగాలు ఉన్నారు కూడా సిద్ధమా అందరూ చేయి పైకెత్తండి